విడుదలయ్యాయి ఎన్టీఆర్ బయోపిక్ కు క్రిష్ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించారు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా ఎదుర్కొన్న పరిస్థితులపైన వ్యూహం సినిమా తీస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు ఇక వైఎస్ఆర్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా యాత్ర సినిమా తీసిన దర్శకుడు మహివి రాఘవన్ ఇప్పుడు జగన్ రాజకీయ ప్రయాణం ఆధారంగా యాత్ర టూ చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు యాత్ర టూ వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది స్టోరీ మరికొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారు యాత్ర సినిమాకు గత ఎన్నికల సమయంలో మంచి స్పందన వచ్చింది ఈసారి జగన్ కేంద్రంగా తీసే సినిమా మరింత ప్రత్యేకతలతో సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సమయం నుంచి ఓదార్పు యాత్ర పాదయాత్ర మొదలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల జిల్లాలో సీఎం అయిన వరకు కీలక ఘట్టాలతో యాత్ర టూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ కథ ఫైనల్ అవుతోందని సమాచారం జగన్ పాత్రకు జీవ న్యాయం చేస్తాడని దర్శకుడు మహివి రాఘవ బలంగా నమ్ముతున్నారు జగన్ బయోపిక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జూలై నుంచి మొదలవనున్నట్లుగా తెలిసింది యాత్ర టూ సినిమాలో ఎక్కువగా జగన్ పాదయాత్రను హైలైట్ చేయనున్నారు ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం పైన కసరత్తు వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది రంగం ఫేమ్ జీవాకు లుక్ టెస్ట్ చేసి జగన్ పాత్రకు తగిన నటుడో కాదో తేల్చిన తరువాత ఈ సినిమాతో పాటుగా నటీనటులకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం దీంతో ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయంగానే కాకుండా సినిమా పైన పొలిటికల్ సర్కిల్స్లో చర్చ మొదలైంది